శ్రీ మమ కొడగ్రీ నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై ఓకే షే మోహన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జా మైనింగ్ మాఫియా కాండ you can see Vimal okay advertisement okay evening food court what do you call uh, South Jail, uh, British Bastard Jail Park it is. Kujja KCR pink color. Uh, and Are Volap Srinivas, uh, Kujja KCR place, uh, MLA segment, Chennur. Okay, Noor Irinche, eh? okay, you can see. Chennur. Okay, the light is uh, fading. Okay, biryani. Okay, there is no one. Zomato Swiggy it is empty so Chennur నియోజకం ఎమ్మెల్యే కొజ్జ KCR place okay is empty it is not working fast food products కొజ్జ KCR pink colour pillar okay shame on దుర్గముండ కొడుకుల దోపుడి దహన కబ్జా మైనింగ్ మాఫియా కాండ MF Khan okay so and the Vimal కాండ this is not Vimal shooting and shirting this is Vimal what do call Kesari pan masala is injurious to health pan masala సమాలనము ఆరోగ్యానికి it is not clearly return and visible also okay so man తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా బ్లఫింగ్ మైనింగ్ మాఫియా అడ్వర్టైజ్మెంట్ కాండ so most of the males are working you can see and the females are enjoying okay so shame on you can see churidar shirt pant okay so Gandhi told burn shirts and pants coming to పలుకులలో Kesari so what do call pan masala సమలం సమలడం నమలడం సో పాన్ మసాలా నమలడం ఆరోగ్యానికి హానికరం British bastard white dog police dog so what does in the bottom you can see pan masala నమలడం ఆరోగ్యానికి హానికరం మైనర్జునకు కాదు మైనర్లకు కాదు సో దట్ మైనర్లకు కాదు ఈ still small zero percent tobacco no added nicotine so they those bastards don't are using Telugu for selling poison and bluffing as no nicotine so shame on తుర్కముండ కొడుకుల హిందీ వన్ పర్సన్ వాట్ తంగన్ వేల్ తంగ ఆకే వెళ్ళిపోండ్రా వెళ్ళిపోండ్రా that is actual Telugu and Hindi revenge తంగన్ వెల్స్ తంగాగే హిందీ హిందీసే నికల్ జావ్ నికల్ జావ్ వెళ్ళండి వెళ్ళండి దట్ ఈస్ వాట్ ఈస్ తెంగన్ వెల్ కొద్దిగా KCR car crash was there you can see Delhi Hindi Vimal Telugu big Vimal Hindi Vimal is pan masala so shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా బ్లఫింగ్ మైనింగ్ మాఫియా కాండా फाइट फॉर फ्रीडम ऑफ अम्मा कोटाग्रा ओके ओम श्री अम्मा कोटाग्रे नमः and the aluminum mining mafia bike has stopped okay okay om shri see the what they call this is uh, political kojak acr uh, effect दूध से बना हुआ कोवा और पान कोवा बन टेन रुपीज दशा अवतार they are selling my making money on my numbers so shame तुर्कमुंडा wedding car was accident no कुछ KCR car got accident so shame तुर्कमुंडा को दोपड़ी दहन कब्जा माइनिंग माफिया कांडा stopping my what you call marriage ई made you the prime minister okay and you scoundrel, uh, many car accidents are taking place, marriage car accidents. M for marriage, A for accident. So shame on Turkamunda Kudukula, Dopudi Dhana, Kabjakanda, fight for freedom of Amma Kotagra. Om Sri Mama Kotagre Namaha. But by the grace of God, I am what I am. Huh? So what do you call 15 is to 10? Okay so shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా మైనింగ్ మాఫియా కాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కొట్టగ్రా Gandhi told ban shirts and pants I'm telling ban Islamic Pakistani churidar గుంటుకు